అందరికీ నమస్తే అండి నా పేరు వినయ్ గోపాల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మనం నాకు నెట్ మీటర్ వచ్చిందండి కరెక్ట్గా ఇప్పటి ఈ రోజు వరకు అయితే ముప్పై ఏడు రోజులు అయిందండి వన్ మంత్ రికార్డు నేను చూసి చెప్తున్నాను అండ్ యావరేజ్గా నాకు వచ్చేసింది మూడు వందల యాభై యూనిట్లు వచ్చిందండి అండ్ యావరేజ్గా వచ్చేసింది అది దీనికి ఇప్పుడు ప్రతి రోజున పదమూడు పద్నాలుగు పదమూడు పాయింట్ ఐదు పద్నాలుగు పాయింట్ మూడు ఎండని ఎండను బట్టి అక్కడ రీడింగ్ పెరుగుతూ ఉందండి ఈ ఇప్పటి వరకు అయితే మూడు వందల యాభై యూనిట్లు వచ్చింది సో ఇది ఎలా చూడాలి ఏంటి అనేది నేను చెప్తాను అది ఏంటంటే సోలార్ మ్యాన్ అనే ఒక యాప్ కానీ సోలార్ స్మార్ట్ కానీ ఉంటుందండి సోలార్ యాప్ కానీ సోలార్ స్మార్ట్ కానీ ఓపెన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి ఆ క్యూఆర్ కోడ్ ఉన్నది ఇన్వర్టర్లో దగ్గర ఉన్న వైఫై క్యూఆర్ కోడ్ అండి దాన్ని స్కాన్ చేసి దాంట్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళి దాంట్లో రూటర్ అనేది యాడ్ చేసి పాస్వర్డ్ కొట్టగానే కనెక్ట్ అయిపోతుందండి తర్వాత దాంట్లో ఉన్న వాల్యూస్ ఇవన్నీ క్లియర్గా దానికి మెన్షన్ చేసిన తర్వాత మనకు యాప్ ఆన్లైన్లో అయిపోతుందండి ఆన్లైన్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఎంత ఎన్ని యూనిట్లు వస్తుంది అండ్ యావరేజ్గా ఎంత వస్తుంది అనేది మనం ఎక్కడైనా కూర్చొని యాప్ను ఓపెన్ చేస్తే యాప్ ద్వారా మీకు మీకు తెలిసిపోతుంది రోజుకి ఎంత వస్తుంది ఏంటి అనేది చూసుకోవచ్చు డైలీ తర్వాత యాప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది యాప్ సోలార్ మ్యాన్ అండి ఈరోజు నాకు పన్నెండు పాయింట్ ఐదు వచ్చిందండి యూసేజ్ ప్రతి ప్రతిరోజు చూసుకోవాలంటే డే డే ఎంత వచ్చింది మంత్లీ ఎంత వచ్చింది గ్రాఫ్ చూసుకోవాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి సెవెన్ డేస్ నుంచి వచ్చిన గ్రాఫ్ అండి మంత్లీ చూసుకోవాలంటే డేట్ ఓపెన్ చేసుకొని మంత్ చేంజ్ చేసుకుంటే ప్రతిరోజు గ్రాఫ్ వస్తుంది ఇలా పదమూడు పద్నాలుగు పదిహేను పదమూడు పదమూడు పద్నాలుగు ఇలా డైలీ వస్తుందని నాకు గ్రాఫ్ చూపిస్తున్నాం ప్రతిరోజు ఎంత వచ్చిందనేది చూసుకోవచ్చు క్లియర్గా ఓకేనండి ఇలా చూసుకో